Música చాలదయ్యా నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా ఈ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా తండ్రివేమా నానందమా నీ ఒడిలో నాకు సుఖము on. 可。